పేరేంట పేరేంటి అబ్బడా కేసు రాసుకోవాలి కదా పుష్ప పూర్తి పేరేంటి పుష్ప పుష్పరాజ్ నేను కార్లోనే వస్తున్నా ఏడు నుంచి కార్లోనే పోతా అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేదేలా ఒకతూరి మచ్చా ఏ ఈ విషయంలా తగ్గేదేలా అదే నాలుగు పర్సెంట్ అయితే పార్ట్నర్ అవుతాంలా ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా పార్ట్నర్ పుష్పయుడా తగ్గేదేలా ఓ నువ్వు భలే పలాత్తండు మచ్చో మేమచ్చా సరిపోయే తూరు మాట్లాడేసి పోయేది మచ్చా నువ్వేదే నీ రేంజ్ నువ్వు తగ్గేదేలా నువ్వు ఏంటి రే ఇట్లాంటి విషయాల్లో తగ్గాలరా నువ్వు ఆగరా ఆగరా నువ్వు అట్టయితేంలే చిరంజీవి సినిమా చూసినాంలే చాలా బాగుండదు దాన్ని పెళ్లి చేసుకునే దాని మొగుడినైనా సరే అమ్ముద్దేదో నేనే పెట్టాలా ఈ విషయంలో తగ్గేదలే బాబు కొండ పైన శ్రీనివాసులైనా కొండ కింద మంగళం సీన్ అయినాడు ఊడనగా నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాడు రేనా అవ్వా పుష్ప పుష్పరాజ్ ఎవ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే ఏలేయడానికి వచ్చినా తగ్గేదలే ఇక ఆగేదేలే ఇప్పుడే మొదలై ఉండదే ఎప్పుడైనా రానే తగ్గేదేలే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ ఫైర్ தம்பி தமிழா பேர் என்ன புஷ்பா பக்கா தெலுங்கு